హలో హ్యాపీ మార్నింగ్ ఎలా ఉన్నారు ఈ చాలామంది ఈ బిజినెస్కి సంబంధించి స్టార్టప్స్కి సంబంధించి కోరాలో కానీ ఫేస్బుక్లో కానీ అడుగుతున్న ఒక కామన్ క్వశ్చన్ ఏంటి అంటే సార్ మనం తెలుగులో బిజినెస్ గురించి తెలుసుకోవడానికి ఏదైనా మంచి పుస్తకం ఉందా ఇంగ్లీష్లో అనుకోండి అందరూ కామన్గా చెప్పే పేరు rich dad and poor dad తెలిసే ఉంటుంది కదా rich dad and poor dad English readers అందరికీ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది ఇదే బుక్ తెలుగులో కూడా ఉంది మీకు చదవడానికి చాలా బాగుంటుంది బిజినెస్ తాలూకా బేసిక్ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా ఈ పుస్తకంలో చాలా బాగా కవర్ అవుతాయి బట్ తెలుగు రీడర్స్కి తెలుగులో ఎక్కువగా పుస్తకాలు చదివే వాళ్ళకి ఈ తెలుగు రెండు రాష్ట్రాల్లో బిజినెస్ చేద్దాం అనుకున్న వాళ్ళకి తెలుగులో మంచి పుస్తకం కనుక రికమెండ్ చేయమంటే నేను చెప్పేది ఎండమూరి వీరేంద్రనాథ్ గారి డబ్బు టు ద పవర్ ఆఫ్ డబ్బు అనే పుస్తకం ఇదే పుస్తకాన్ని ఛాలెంజ్ అనే పేరుతో సినిమా కూడా తీశారు సినిమా చాలా సక్సెస్ అయింది at the same time book కూడా ఇప్పటికీ twenty five twenty five editions దాకా బుక్ రిలీజ్ అయింది ఈ రోజుకి ఈ బుక్ చదవడానికి ఒకే ఒక కారణం ఏంటంటే బిజినెస్ సంబంధించిన డిఫరెంట్ డిఫరెంట్ ఐడియాస్ కానీ బౌండరీస్ కానీ వాటికి ఉండే ఆస్పెక్ట్స్ కానీ క్రిస్టల్ క్లియర్గా ఈ బుక్లో మెన్షన్ చేయడం జరుగుతుంది ఇది ఒక్కటే కాదు ఎండమూర్తి వీరేంద్రనాథ్ గారి ఇంకొక ఐదు పది పుస్తకాల దాకా ఇంచుమించుగా బిజినెస్ గురించి చెప్పేవే ఎక్కువ ఉంటాయి అవుటర్ లైన్ ఒక స్టోరీ రన్ అయినా సరే ఇన్నర్గా బిజినెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన పుస్తకాలు చాలా ఉన్నాయి అండ్ అందులో ఇది వెరీ పాపులర్ అంటే బయటకి అది ఒక కథలాగా నవలలాగా మీకు అనిపించినా సరే లోపల మాత్రం ఒక స్టోరీ రన్ అవుతుంది అది కంప్లీట్గా బిజినెస్ గురించి చెప్పేది అయి ఉంటుంది అండ్ ఈ బుక్లో ఎస్పెషల్లీ వచ్చే మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే న్యాయానికి చట్టానికి ఉండే మెయిన్ డిఫరెన్స్ ఏంటో ఈ బుక్లో తెలుస్తుంది మీకు తెలుసా అసలు బేసిక్గా న్యాయం ఏంటి చట్టం ఏంటి అని చట్టబద్ధంగా డబ్బు సంపాదించడం అంటే ఏమిటి న్యాయం అంటే ఏంటి ఈ రెండింటికి మేజర్ డిఫరెన్స్ ఏంటి అనే పాయింట్ బేస్డ్ మీద ఈ బుక్ అంతా రన్ అవుతుంది సపోజ్ ఎవరైనా మీకు మూడు లక్షల రూపాయలు డబ్బులు అప్పుగా ఇచ్చారు దానికి తగ్గట్టు ఒక ప్రామిసరీ నోట్ రాయించుకున్నారు ప్రామిసరీ నోట్ ఏంటంటే రేపు లీగల్గా ఏదైనా ప్రాబ్లం వస్తే మనల్ని కోర్టుకి ఎచ్చడానికి వాడే ఒక మెయిన్ థింగ్ బట్ న్యాయంగా అయితే అతను తీసుకున్న డబ్బుని మీరు తిరిగి బ్యాక్ పే చేసేయాలి దాన్ని న్యాయం అంటారు అలా కాకుండా చట్టబద్ధంగా అంటే మీరు రాసిచ్చిన ప్రామిసరీ నోటు మూడేళ్ల తర్వాత చల్లదు చల్లదు కాబట్టి మీరు చట్టబద్ధంగా ఏమీ చేయలేరు అంటే మీకు అప్పించిన వ్యక్తి మిమ్మల్ని ఏమీ చేయలేడు చట్టానికి న్యాయానికి ఉండే మెయిన్ డిఫరెన్స్ ఇదనమాట సో ఈ టాపిక్ బేస్ మీద ఈ బుక్ అంతా కూడా రన్ అవుతుంది అయితే ఇందులో హీరో బేసిక్గా ఒక ఆర్ఫన్ అంటే స్టా స్టోరీ స్టార్టింగ్లోనే తన మదర్ చనిపోతుంది అక్కడి నుంచి స్టోరీ స్టార్ట్ అవుతుంది తినడానికి తిండి కానీ పెద్ద కట్టుబట్టలు తప్పించి ఏం ఉండవు చేతిలో సంపాదన ఉండదు అయితే అతనికి ఒకరోజు ఒక న్యూస్ పేపర్లో ఒక జాబ్ ఇంటర్వ్యూ పడుతుంది ఆ జాబ్ ఇంటర్వ్యూ అటెండ్ చేయడానికి ఒక కంపెనీకి వెళ్తాడు కంపెనీకి వెళ్ళినప్పుడు హీరో తాలూకు తెలివితేటలు చూసి విలన్కి వీడికి ఉద్యోగం ఇస్తే మనకన్నా తెలివి మిగులుతాడేమో అనే ఒక ఆలోచనలో నీకు ఉద్యోగం ఇవ్వను నువ్వు సంపాదించడానికి పనికిరావు అని ఏవో రెండు మాట్లాడతాడు దానికి హీరో కోపం వచ్చి సంపాదించడం మీలాంటి వాళ్ళు ఒక్కలే కాదు మేము కూడా కావాలంటే సంపాదించగలం అని ఒక ఛాలెంజ్ చేస్తాడు దానికి విలన్ తిరిగి ఒక మాట అంటాడు ఎన్నాళ్ళకి బాబు డబ్బులు సంపాదిస్తావు యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు వందేళ్ళు సరిపోతుందా నీకు నేను సంపాదించే సంపాదన సరిపోవాలి అంటే దానికి హీరో తిరిగి మళ్ళీ ఇంకో కౌంటర్ వేస్తాడు ఐదేళ్లలో యాభై లక్షల రూపాయలు సంపాదిస్తానని దానికి విలన్ తిరిగి అడుగుతాడు ఐదేళ్ళలో యాభై లక్షల రూపాయలు సంపాదిస్తావా అది అంత చిన్న విషయం కాదు బ్యాంకు కన్నాలు వేస్తావా లేదా దొంగతనాలు చేస్తావా జనాల దగ్గర రౌడీయిజం చేసి మామూలు వసూలు చేస్తావా ఐదేళ్లలో యాభై లక్షల రూపాయలు ఎలా సంపాదిస్తావు అని అడుగుతాడు దానికి హీరో తిరిగి మళ్ళీ ఇంకో కౌంటర్ వేస్తాడు మీరు చెప్పింది ఏదీ కాకుండా చట్టబద్ధంగా దేశంలో ఏవైతే జరుగుతున్న వ్యాపారాలు ఉన్నాయో అలాంటి వ్యాపారాలు చేసి చట్టబద్ధంగా ఐదేళ్ళలో యాభై లక్షల రూపాయలు సంపాదిస్తాను ఉంటాడు సరే అక్కడితో ఆ కథలో ముగిసిపోతుంది అక్కడి నుంచి స్టోరీలోకి వస్తే ఇంటికి వచ్చిన తర్వాత ఈ గాంధీ అనే పర్సన్ని తన ఫ్రెండ్ లక్ష్మి ఉంటుంది తను అడుగుతుంది నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళడం బాగుంది బట్ ఛాలెంజ్ చేసి ఎందుకు వచ్చావు వాళ్ళలో యాభై లక్షలు సంపాదించడం అంత చిన్న విషయం ఏమీ కాదు నువ్వు ఎలా సంపాదిస్తావు అని అడుగుతాడు దానికి హీరో చెప్తాడు నేను కూడా చట్టబద్ధంగానే సంపాదిస్తాను తప్పులు చేయను అని అప్పుడు లక్ష్మి అడుగుతుంది చట్టబద్ధంకి న్యాయబద్ధంకి మేజర్గా ఉండే డిఫరెన్స్ ఏంటంటే ఇందాక నేను చెప్పినట్టు ఆ ప్రామిసరీ నోట్ ఎగ్జాంపుల్ అనేది అక్కడ చెప్తాడనమాట ఎవరైనా మీ దగ్గర డబ్బులు తీసుకొని తిరిగి వాళ్ళకి డబ్బులు పే చేసేయడం అన్నది న్యాయబద్ధం ఇచ్చినందుకు ఎలాంటి రుజువులు లేవు మూడేళ్ళు దాటే ప్రామిసరీ నోట్ చెల్లదు సో అప్పుడు చట్టబద్ధంగా మిమ్మల్ని ఎవరు ఏం చేయలేరు ఈ లూప్ను ఉపయోగించుకొని భారతదేశంలో కానీ వరల్డ్ వైడ్గా కానీ ఎన్నో బిజినెస్లు రన్ అవుతున్నాయి దానికి కొన్ని లూప్ హోల్స్ ఉన్నాయి ఆ లూప్ హోల్స్ని యూస్ చేసుకునే మనం చూస్తున్న సోకాల్ బిజినెస్ పీపుల్ అందరూ కూడా మంచి మంచి వ్యాపారాలు చేస్తున్నారు అది తప్పేం కాదు చట్టం వాళ్ళకి అలాంటి అవకాశాలు కల్పించింది సో అందులో ఉన్న లూప్ని ఉపయోగించి మాత్రమే బిజినెస్ చేస్తారు అయితే ఈ రకంగా ఛాలెంజ్ చేసిన మన హీరో అతని పేరు గాంధీ సినిమాలో నవల్లో కూడా అతని పేరు గాంధీ ఈ గాంధీ ఇనీషియల్గా ఏం చేస్తాడంటే కొంతమందికి ఫ్రీగా ఐడియా సజెషన్స్ ఇస్తూ ఉంటాడు ఐడియాకి వెయ్యి రూపాయలు రెండు వేలు ఐదు వందలు ఎంతో కొంత ఛార్జ్ చేస్తాడు ఐడియా ఇచ్చినందుకు గాను అట్ ఐడియా క్లిక్ అయితే అందులో ten percent twenty percent stake తీసుకుంటాడు ఇనీషియల్గా అక్కడి నుంచి తన డబ్బులు ఎలా సంపాదించాలన్న ఆలోచన మొదలు పెడతాడు ఫస్ట్ ఇలా ఐడియాస్ సెల్ చేస్తాడు తర్వాత ఒక మారుమూల ఏజెన్సీ ప్రాంతం అంటే సిటీకి దగ్గరలో ఉన్న ఒక అటవీ ప్రాంతంలోని గవర్నమెంట్తో మాట్లాడి ఒక చిన్న ఇండస్ట్రీకి అప్రూవల్ తెప్పించుకుంటాడు సో ఆ ఏరియాలో ఇండస్ట్రీ పడుతుంది అని తెలియగానే ఆటోమేటిక్గా అక్కడ రియల్ ఎస్టేట్ వాల్యూ పెరిగిపోతుంది దానికి గవర్నమెంట్ రోడ్లు వేస్తుంది పవరు ఇలాంటి సప్లైస్ అన్నీ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది అది చూసి రిమైనింగ్ జనాలు కూడా చుట్టుపక్కల ఉన్న ప్రాంతంలో ల్యాండ్స్ కొనడం మొదలు పెడతారు అయితే హీరో ఏం చేస్తారంటే ఒక ఆరు నెలలు ఈ అప్రూవల్ తెచ్చారు అన్న కాన్సెప్ట్ని రన్ చేసి ఆరు నెలల తర్వాత వాల్యూ పెరిగిపోతుంది ల్యాండ్కి ముందు చాలా తక్కువ వాల్యూకి ఈ ల్యాండ్ని కొంటాడు ఇండస్ట్రీ పడుతుందని తెలియగానే దాని తాలూకా ల్యాండ్ వాల్యూ పడుతుంది పెరగగానే ఒక ఆరు నెలలు చూసి మంచి రేటుకి ల్యాండ్ అమ్మేసుకుంటాడు నిజానికి ఇండస్ట్రీ కన్స్ట్రక్షన్ చేయడు అలాగే అక్కడి నుంచి పేపర్ ఇండస్ట్రీ పేపర్ ఇండస్ట్రీ అనేది చాలామందికి తెలియదు ఒక పెద్ద మాఫియా పేపర్ ఇండస్ట్రీ దాంట్లో కూడా చాలామంది కీ ప్లేయర్స్ ఉంటారు ఆ రోజుల్లో ఆ పేపర్ ఇండస్ట్రీలో ఎలా డబ్బులు సంపాదించాలి స్టాక్ ఎక్స్చేంజ్లో ఎలా డబ్బులు సంపాదించాలి డిఫరెంట్ డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి ఆర్గనైజేషన్స్లో మెంబర్ అవడం వల్ల కూడా ఎలా డబ్బులు సంపాదించవచ్చు ఇలాంటి కాన్సెప్ట్స్ అన్నీ కూడా ఈ బుక్లో క్లియర్గా చెప్పడం జరుగుతుంది అండ్ ఫైనల్లీ ఆ రోజుల్లో మనందరికీ తెలిసిందే బజాజ్ చాతక్ స్కూటర్స్ అనేది hot cake and very demanded ఆ స్కూటర్ అనేది ఒక ప్రెస్టీజ్ వాల్యూ ఆ రోజుల్లో అంటే ఆ స్కూటర్లు మార్కెట్లో ఎక్కువ దొరికేవి కాదు లిమిటెడ్గా సేల్స్ వచ్చేవి లిమిటెడ్గా స్టాక్ వచ్చేది దాన్ని కొనుక్కునేవారు మళ్ళీ స్టాక్ వచ్చేయడానికి చాలామంది వెయిట్ చేసేవారు తను ఏం చేస్తానంటే ఈ స్కూటర్ ఇండస్ట్రీకి ఇంత డిమాండ్ ఉందని చెప్పి కొత్తగా పేపర్లో ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేస్తాడు మేము కొత్త కంపెనీ స్టార్ట్ చేస్తున్నాం మేము స్కూటర్లు మ్యానుఫ్యాక్చర్ చేసేస్తాం అందుకు గాను మీకు స్కూటర్ కావాలనుకుంటే ఐదు వందల రూపాయలు డిపాజిట్ కట్టి డీడీ కట్టి మా కంపెనీ ఆఫీస్ అడ్రస్కి పంపించండి మూడు నెలల్లో కన్ఫర్మ్ అయిన ఆర్డర్స్ అందరూ కూడా మళ్ళీ వెయ్యి రూపాయలు కడితే మీ స్కూటర్లు మీ ఇంటికి డెలివరీ చేయబడతాయి లేదా దగ్గరలో ఉన్న మా డీలర్షిప్ దగ్గరికి వచ్చి మీరు మీ స్కూటర్లను పట్టుకెళ్ళవచ్చు అని పేపర్ నోటిఫికేషన్ ఇస్తాడు అయితే అందరికీ స్కూటర్లు డిమాండ్ ఉండడం వలన ఐదు వందల రూపాయలు డీడీ కట్టి ఇతనికి డబ్బులు పంపిస్తారు ఐదు వందలు అనేది ఇతని ప్రాఫిట్ బేసిక్గా స్కూటర్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి అయ్యే ఖర్చు వెయ్యి రూపాయలు కానీ వీళ్ళు అమ్మేది పదిహేను వందల రూపాయలకి ఐదు వందలు అనేది ఇతని ప్రాఫిట్ అనమాట సో ఈ ప్రాఫిట్ని ముందుగానే తీసుకుంటున్నాడు ఆ ప్రొడక్షన్ కాస్ట్ని తర్వాత తీసుకుంటాడు సో ఇతని ప్రాఫిట్ ఇతనికి ముందే వచ్చేసింది బేసిక్గా అయితే ఈ ఐదు వందలు పెట్టి ప్రొడక్షన్ స్టార్ట్ చేయాలి ఎందుకంటే అక్కడ అడిగే ఒక కామన్ క్వశ్చన్ నువ్వు ముందే ఐదు వందల రూపాయలు తీసుకుంటున్నావు ఈ ఐదు వందలు నీకు యాభై లక్షలు అవుతాయి బట్ అవేవి నీవి కావు నువ్వు తిరిగి వాటి మీద ఇన్వెస్ట్ చేయాలి కదని లేదు ఈ ఐదు వందలు అనేది నా ప్రాఫిట్ నా ప్రాఫిట్ని నేను ముందుగానే తీసుకుంటున్నాను అండ్ తర్వాత వచ్చే వెయ్యి రూపాయలని ప్రొడక్షన్ మీద పడతాను సో ఈ ఐదు వందలు కలెక్ట్ చేసి ఒక సింగిల్ షాట్లో కూడా యాభై లక్షల రూపాయలు సంపాదించేస్తాడు రివ్యూ ఇవ్వడానికి ఒక బేసిక్ రీజన్ ఏంటి అంటే డబ్బు సంపాదించడానికి ఎన్నో ఆప్షన్స్ ఉంటాయి చట్టబద్ధంగా ఎవరిని దోచుకోకుండా ఎవరిని మోసం చేయకుండా మార్కెట్లో ఉన్న సవా లక్ష ఆప్షన్స్ ఉపయోగించి డబ్బు సంపాదించవచ్చు అని చెప్పడమే ఈ బుక్ తాలూకా మెయిన్ ఎజెండా సో ఇది పర్సనల్గా నేను ఈ బుక్ని రికమెండ్ చేయడానికి రీజన్ ఏంటంటే ఇందులో చూపించిన ఒక రెండు మూడు కాన్సెప్ట్స్ని మా బిజినెస్కి కూడా అప్లై చేయడం అవి చాలా బాగా వర్కౌట్ అవ్వడం జరిగింది ఎందుకంటే చట్టబద్ధంగా అవసరాన్ని బట్టి ఏదైతే డిమాండ్ ఉందో ఆ డిమాండ్ మనం ఫుల్ఫిల్ చేస్తున్నాం కాబట్టి ఆ ఐడియా మాకు బాగా వర్కౌట్ అయింది సో నేను మీకు రికమెండ్ చేయడానికైనా మెయిన్ రీజన్ ఏంటి అంటే బుక్ని ఒకసారి మొదటి నుంచి చివరి వరకు డీప్గా చదవండి పాయింట్స్ అన్నీ ఉదయం నోట్ చేసుకోండి అండ్ అవి మీ బిజినెస్కి అప్లై చేయండి ఖచ్చితంగా ఎక్కడో చోట మీరు సక్సెస్ అవుతారు సో అదండి తెలుగులో ఎవరైనా సరే ఒక మంచి బుక్ చదువుదాం అనుకుంటే ఎండమూరి వీరేంద్రనాథ్ గారి డబ్బు టు ద పవర్ ఆఫ్ డబ్బు అనే పుస్తకం చదవండి నేను రివ్యూ ఇంత షార్ట్గా చెప్పడానికి రీజన్ ఏంటంటే నేను మొత్తం స్టోరీ చెప్పేశాను అనుకోండి మీకు చదవాలనిపించదు ఇందులో చాలా కాన్సెప్ట్స్ ఉంటాయి ఇది ఒక్కటి ప్యారలల్గా ఈ హీరో ఎదుగుతున్న కొద్దీ విలన్ తన్ని అపోజ్ చేయడం తనకు వచ్చే అవకాశాలన్నింటినీ చెడగొట్టడం దాన్ని మళ్ళీ హీరో ఎలాగా ఓవర్కమ్ చేశాడు ఫైనల్గా తను ఎలా సక్సెస్ అయ్యాడు సక్సెస్ అయిన తర్వాత కూడా ఎలాంటి డెసిషన్ తీసుకున్నాడు అలాంటి విషయాలన్నీ కూడా బుక్లో చదివితే చదవడానికి ఇది ఎక్సలెంట్ స్టోరీ అండ్ నరేషన్ చాలా బాగుంటుంది మీకు పుస్తకం స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా ఆపాలి అనిపించదు ఆ విధంగా ఉంటుంది at the same time book అంతా కంప్లీట్ అయిన తర్వాత మీకు కనీసం ఒక పది బిజినెస్ ఐడియాస్ తెలుస్తాయి ఇందులోండి కనీసం సో ఎవరైనా స్టార్టప్స్ బిజినెస్ చేద్దాం అనుకున్న వాళ్ళు ఈ బుక్ని ఖచ్చితంగా చదవండి హ్యావ్ గుడ్ డే ఇంకొక బుక్ రివ్యూతో ఇంకో వీడియోలో కలుసుకుందాం బాయ్ బాయ్